లినక్స్ ప్రాసెస్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం నేను ఉబంటు 1004 ఉపయోగిస్తున్నాను లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్ల గురించి మీకు ప్రాథమిక అవగాహన ఉందని మేము భావిస్తున్నాం మీకు ఆసక్తి ఉంటే అది క్రింది వెబ్సైట్లో మరొక స్పోకెన్ ట్యుటోరియల్లో లభ్యమవుతుంది లినక్స్ కేస్ సెన్సిటివ్ అని గమనించండి ప్రత్యేకంగా సూచించబడితే తప్ప ఈ ట్యుటోరియల్లోని అన్ని కమాండ్లు లోయర్ లోనే ఉన్నాయి ఒక ప్రాసెస్ అంటే ఏమిటో అర్థం అవడానికి నేను మీకు ఒక క్లుప్తమైన వివరణ ఇస్తాను లినక్స్ లో అమలవుతున్నది ఏదైనా ఒక ప్రాసెస్ పనిచేస్తూ కమాండ్లు తీసుకున్న షెల్ ఒక ప్రాసెస్ టెర్మినల్ పై మనం టైప్ చేసిన కమాండ్లు పనిచేస్తున్నప్పుడు అవి ప్రాసెస్లు మీరు ఈ ట్యుటోరియల్ ను చూస్తున్న వీడియో ఒక ప్రాసెస్ మీరు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ వెబ్సైట్ ను తెరిచిన బ్రౌజర్ ఒక ప్రాసెస్ పనిచేస్తున్న షెల్ స్క్రిప్ట్లు మొదలైనవి ప్రాసెస్లు అమలు చేయబడిన అనగా పనిచేస్తున్న ఒక ప్రాసెస్ ప్రాసెస్గా నిర్వచించవచ్చు ప్రాసెస్లు చాలా వరకు మన వంటివే అవి పుడతాయి మరణిస్తాయి వాటికి తల్లిదండ్రులు మరియు పిల్లలు ఉన్నారు ముందుగా మనం షెల్ ప్రాసెస్ గురించి నేర్చుకున్నాం మనం సిస్టంలోకి లాగిన్ అవ్వగానే ఈ షెల్ ప్రాసెస్ లినక్స్ చే ప్రారంభించబడుతుంది ఈ దశలో లినక్స్ కెర్నల్ అనేది లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కీలకమైనదని తెలుసుకుంటే సరిపోతుంది అది లినక్స్ పనిచేయడానికి అత్యంత అవసరమైన అంశాలను కలిగి ఉంటుంది షెల్ అన్ని ఇతర యూజర్ కమాండ్ ప్రాసెస్లను సృష్టిస్తుంది లేదా ఉత్పత్తి చేస్తుంది మనం ఒక టర్మినల్ తెరుద్దాం కమాండ్ ప్రాంప్ట్ ను ఒక డాలర్ గుర్తు రూపంలో మనం టెర్మినల్ పై చూడవచ్చు ఇది షెల్ ప్రాసెస్ యొక్క పని ఇప్పుడు మనం ఏదైనా కమాండ్ టైప్ చేద్దాం ఉదాహరణకు డేట్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి మనం ఇవి చేయగానే షెల్ ప్రాసెస్ డేట్ అనే ఒక ప్రాసెస్ ని సృష్టిస్తుంది ఇప్పుడు షెల్ ప్రాసెస్ డేట్ ప్రాసెస్ కి జన్మనిచ్చినందువల్ల షెల్ ప్రాసెస్ డేట్ ప్రాసెస్ యొక్క తల్లి అని మరియు డేట్ ప్రాసెస్ షెల్ ప్రాసెస్ యొక్క బిడ్డ అని చెప్పవచ్చు ఒకసారి డేట్ ప్రాసెస్ సిస్టమ్ యొక్క డేట్ మరియు టైం చూపిన తర్వాత అది చనిపోతుంది ఒక షెల్ మరొక షెల్ ప్రాసెస్కి కూడా జన్మనిస్తుంది ఒక ప్రాసెస్కు జన్మనివ్వడం లేదా సృష్టించడం ప్రాసెస్ ఉత్పత్తిగా కూడా పిలువబడుతుంది మరొక షెల్ ప్రాసెస్ను ఉత్పత్తి చేయడానికి టెర్మినల్కు వెళ్ళి sh అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి మనం టెర్మినల్ పై ఒక నూతన ప్రాంప్ట్ కనిపించడాన్ని చూస్తాం ఇప్పుడు షెల్ వన్ అని పిలువబడే మన అసలు షెల్ ఒక బిడ్డ షెల్ లేదా సబ్ షెల్ కు జన్మనిచ్చింది దానిని మనం షెల్ టూ అని పిలుద్దాం ఇప్పుడు మీరు కొత్త కమాండ్ ప్రాంప్ట్ లో కమాండ్ రన్ చేయవచ్చు ఈ నూతన కమాండ్ ప్రాంప్ట్ లో మనం ఎల్ఎస్ కమాండ్ రన్ చేద్దాం ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఎల్ఎస్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం మనం ఫైల్స్ మరియు డైరెక్టరీల జాబితాను చూడవచ్చు ఇప్పుడు ల్స్ అనే పేరుతో ఒక కొత్త ప్రాసెస్ సృష్టించబడింది ఇక్కడ షెల్ 2 ల్స్ యొక్క పేరెంట్ షెల్ 1 ల్స్ యొక్క గ్రాండ్ పేరెంట్ ల్స్ షెల్ 2 యొక్క బిడ్డ కాగా షెల్ 2 షెల్ 1 యొక్క బిడ్డ షెల్ ను చంపడానికి నూతన ప్రాంప్ట్ వద్ద ఎక్సిట్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి ఇది షెల్ 2ను చంపుతుంది మరియు మనం మన అసలు కమాండ్ ప్రాంప్ట్ వద్దకు తిరిగి వెళ్తాము ప్రాసెస్కు మనకు మధ్య మన సాదృశ్యాన్ని కొనసాగిద్దాం మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చే కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయని మనకు తెలుసు అవి మన పేరు తల్లిదండ్రుల పేరు జన్మించిన తేదీ పాన్ కార్డ్ సంఖ్య మొదలైనవి కావచ్చు అదేవిధంగా ప్రాసెస్ కూడా PID process ID PPID parent process ID start time వంటి అట్రిబ్యూట్స్ కలిగి ఉన్నాయి ఈ అట్రిబ్యూట్స్ లో చాలా వరకు ప్రాసెస్ టేబుల్లోని కెర్నల్చే నిర్వహించబడతాయి ప్రతి ప్రాసెస్ PID గా పిలువబడే ఒక ప్రత్యేక పూర్ణ సంఖ్యచే ప్రత్యేకంగా గుర్తించబడుతుంది ఈ పిఐడి ప్రాసెస్ పుట్టినప్పుడు కెర్నల్చే కేటాయించబడుతుంది పేరెంట్ ప్రాసెస్ యొక్క PID చే ఉత్పత్తి చేయబడిన ఒక నూతన ప్రాసెస్ పి అది పి ప్రాసెస్ యొక్క పిపిఐడిగా పిలువబడుతుంది ప్రస్తుత షెల్ యొక్క PIDని చూడడానికి ప్రాంప్ట్ వద్ద echo space dollar dollar type చేసి ఎంటర్ నొక్కండి ఒక సంఖ్య కనిపిస్తుంది ఇది ప్రస్తుత షెల్ యొక్క పిఐడి ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కువగా ఉపయోగించే కమాండ్ పిఎస్ కమాండ్ పిఎస్ లేదా ప్రాసెస్ స్టేటస్ అనే కమాండ్ సిస్టమ్ నడుస్తున్న ప్రాసెస్లను చూపుతుంది ఏ విధమైన ఎంపికలు లేకుండా ఈ కమాండ్ నడిపితే ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వద్ద పిఎస్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి సాధారణంగా ఈ విధంగా మనం ప్రోగ్రామ్ను నడిపే యూజర్కు సొంతమైన అన్ని ప్రాసెస్ల జాబితాను చూడవచ్చు సిఎండి శీర్షిక క్రింద ఉన్న ప్రాసెస్ పేరును మీరు చూడవచ్చు ఇది కాక మీరు పిడ్ టీటీవై లేదా ప్రాసెస్ నడుపుతున్న కన్సోల్ టైంని చూడవచ్చు అనగా ఆ ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఉపయోగించబడిన మొత్తం ప్రాసెస్ యొక్క సమయం నా మెషిన్ పై అది రెండు ప్రాసెస్లను చూపుతుంది ఒకటి మనం ఉపయోగిస్తున్న షెల్ ప్రాసెస్ బ్యాష్ మరొకటి పిఎస్ ప్రాసెస్ గమనించదగిన మరొక ముఖ్య విషయం షెల్ ప్రాసెస్ యొక్క పిఐడి మరియు echo space dollar dollar command చే చూపబడినది రెండు ఒకటే మనం ఒక సబ్ షెల్ ఉత్పత్తి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం టెర్మినల్ వద్ద ఎస్హెచ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి ఇప్పుడు కొత్త లైన్ పై కనిపించే కొత్త ప్రాంప్ట్ వద్ద పిఎస్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి ఇప్పుడు మనం జాబితాలో మూడు ప్రాసెస్లను చూడవచ్చు ఎస్హెచ్ ప్రాసెస్ చేర్చబడింది ఇక్కడ మరలా బ్యాక్ ప్రాసెస్ యొక్క పిడ్ మరియు ఇదివరకు ఉన్నది ఒకటే అని గమనించండి మనం తర్వాత చూడబోతున్నట్టు పిఎస్ అనే ఎంపికలతో వస్తుంది మనం చూడబోయే మొదటి ఎంపిక జాబితాలోని ప్రాసెస్ల యొక్క మరిన్ని లక్షణాలను చూ ఇప్పుడు ప్రాంప్ట్ వద్ద పిఎస్ స్పేస్ మైనస్ ఎఫ్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి ముందరిలాగే ఇది మరలా మూడు ప్రాసెస్లను చూపుతుంది బాష్ ష్ మరియు పిఎస్ f ఒకే ఒక తేడా ఏంటంటే ఇప్పుడు మరిన్ని ఎక్కువ లక్షణాలు పొందుపరచబడ్డాయి ప్రాసెస్ ప్రాసెస్ను ప్రారంభించిన యూజర్ యొక్క యూజర్ ను ఇస్తుంది అంతేకాక ని చూపుతుంది అనగా ప్రాసెస్ను సృష్టించిన పేరెంట్ ప్రాసెస్ యొక్క pid ఉదాహరణకు బాష్ ప్రాసెస్ sh ప్రాసెస్ యొక్క పేరెంట్ అందువలన బాష్ యొక్క pid మరియు sh ప్రాసెస్ యొక్క ppid ఒకటే అదేవిధంగా ష్ ప్రాసెస్ పిఎస్ ప్రాసెస్ యొక్క పేరెంట్ అయినందువల్ల ష్ ప్రాసెస్ యొక్క పిఐడి మరియు పిఎస్ f ప్రాసెస్ యొక్క పిపిఐడి ఒకటే C ప్రాసెసర్ వినియోగాన్ని సూచిస్తుంది ప్రస్తుతం ఇది ప్రాసెస్ జీవితకాలంలో ప్రాసెసర్ ఉపయోగ శాతం యొక్క పూర్ణ సంఖ్యా విలువ ఒకవేళ వినియోగం పరిగణింపదగిన స్థాయిలో లేకపోతే అది సున్నాగా చూపబడుతుంది ఎస్ టైం ఫీల్డ్ ప్రాసెస్ ప్రారంభమైన సమయాన్ని ఇస్తుంది మిగిలినది మనం పిఎస్ నడుస్తున్నప్పుడు చూసాం ప్రాసెస్లు రెండు రకాలు మొదటిగా యూజర్ ప్రాసెస్లు ఇవి యూజర్లచే ప్రారంభించబడ్డాయి ఉదాహరణకు పిఎస్ లేదా మనం టెర్మినల్పై వాడే అధిక భాగం కమాండ్లు రెండవవి సిస్టమ్ ప్రాసెస్లు అవి తరచుగా సిస్టమ్ స్టార్టప్ లేదా యూజర్ లాగిన్ సమయంలో సిస్టమ్ చే ప్రారంభించబడినవి బాష్ను సిస్టమ్ ప్రాసెస్ యొక్క ఉదాహరణగా చెప్పవచ్చు కొన్నిసార్లు మనం అన్ని ప్రాసెస్లను అనగా సిస్టమ్ ప్రాసెస్లు మరియు యూజర్ ప్రాసెస్లు రెండింటినీ కూడా చూడాలని కోరుకోవచ్చు అప్పుడు మనం మైనస్ ఈ e లేదా మైనస్ క్యాపిటల్ ఏ ఎంపికను ఉపయోగిస్తాం కు వెళ్ళి ప్రాంప్ట్ వద్ద PS space minus e type చేసి ఎంటర్ నొక్కండి మనం ప్రాసెసర్ల యొక్క ఒక పెద్ద జాబితాను చూడవచ్చు ఒక మల్టీపేజ్ ప్రదర్శన కొరకు ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి PS space minus E space vertical bar space more type చేసి ఎంటర్ నొక్కండి మనం ఇంతకు ముందు చూసినట్లు ఒక విండోలో పట్టనన్ని ప్రాసెస్ల జాబితాలో ఉంటాయి మనం ఎంటర్ నొక్కగానే ప్రాసెస్ల జాబితా నుండి స్క్రోల్ అవుతాం ఈ జాబితాలో మొదటి ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంటుంది అది ఇనిట్ ప్రాసెస్గా పిలువబడుతుంది దాని నుండే దాదాపు అన్ని ఇతర ప్రాసెస్లు ఉత్పత్తి అయ్యాయి దాని పిఐడి వన్ ప్రాంప్ట్కు తిరిగి రావడానికి క్యూ నొక్కండి మనం ఈ ట్యుటోరియల్లో ప్రాసెస్ ప్రాసెస్ యొక్క ఉత్పత్తి ప్రాసెస్ లక్షణాలు మరియు ప్రాసెస్లలోని విభిన్న రకాలను గురించి నేర్చుకున్నాం పిఎస్ కమాండ్ యొక్క ఉపయోగం గురించి కూడా నేర్చుకున్నాం దీంతో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం spoken tutorial talk to teacher ప్రాజెక్ట్లో భాగం దీనికి ఐసీటీ ద్వారా national mission on education MHRD భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్లో లభ్యమవుతుంది ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష మరియు శ్రవంతి సెలవు పాల్గొన్నందుకు ధన్యవాదములు